వీడేంటి సినిమా స్టార్టింగ్లోనే రాయి మీద కూర్చొని చేపలు ఉన్నాయి లేదో చూస్తున్నాడు అనుకుంటున్నారా అలాంటిదేమీ లేదులేండి ముందు వీడి కథలోకి వెళ్దాం పేరు సాయి పుట్టి పెరిగింది వైజాగ్లోనే ఈ కాలంలో కూడా రూమ్ని ఇంత నీట్గా ఉంచుకునే కుర్రోళ్ళు ఎక్కడైనా ఉంటారో చెప్పండి ఇంకా తొమ్మిదేనా మొఖం చూడు కాలేజ్ టైంలో అన్నిటికన్నా కష్టమైంది ఏదైనా ఉందంటే అది హాలిడేస్లో టైం స్పెండ్ చేయడమే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మన సినిమాలో హీరోయిన్ లేదు ఇంకా మన డ్యూటీ ఎక్కే టైం అయింది మన మాయ బర్త్డే హలో హలో చెప్పరా హ్యాపీ బర్త్డే మామా థ్యాంక్ యూ రా ఏం చేస్తున్నావు ఇప్పుడే లేచాను రా రాత్రి అలారం పెట్టుకొని పడుకున్నాను రా ఏం కాల్ చేయలేదు ఏం బదులు పిఎం పెట్టుకున్నాను బా అవునా సర్లే ఏంటి సరే పార్టీ ఏది పార్టీ కదా కళ ఓకే మామ సాయంత్రం కలుద్దాం okay happy birthday okay okay అదండి మూడు నెలల క్రితం వీడి చేతికి ఫోన్ వచ్చినప్పటి నుంచి ఒక్క రోజు కూడా తగ్గలేదు ఉదయం లెగిచినప్పటి నుంచి రాత్రి పడుకున్నంత వరకు ఫోన్ని వదలకుండా వాడుతూనే ఉన్నాడు తింటుంది ఏదైనా ఉన్న పని ఏమైనా ఎదురుగా నిలబడుతుంది ఎవరైనా మనోడు మాత్రం నేను నా ఫోను ఫోన్ లేక నేను లేను ఫోనే కావాలి అనే పాలసీకి బాగా స్టిక్ అయిపోయాడు టైం అయిపోతుందిరా బాబు హ్యాపీ బర్త్డే రా షర్ట్ ఉతికిందరా ఓ అగ్గిపెట్టలేదా ఏంట్రా అవును మరి పావు గంటలో వస్తానని చెప్పి గంట తర్వాత వస్తే ఇలాగే చూస్తారు ఇండియాలో ఓ మనం ఇప్పుడు ఇండియాలో ఉంది కదా మర్చిపోయానులే కొంచెం ఫోన్ పక్కన పెట్టి చూస్తే ప్రపంచం త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కనిపిస్తుంది ఎప్పుడు చూడు దాంతోనే నువ్వు ఆ ప్రభావం ధర్మం పాటి చేద్దాం అరే నాకు ఎవరా మావ నేను తీస్తున్నా ఏ, నువ్వు ఉండరా అరే మా ఉండు, నువ్వు ఆ ఫోన్ అనేది పక్కన పడదు నీ అబ్బా నీకేం అన్యాయం చేశాను రా అని నువ్వు ఫస్ట్ నైట్కి వెళ్తున్నాట్రా ఎదవ తొందర నువ్వు బాగా అవునరే ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏం చెప్దాం అనుకుంటున్నావు రక్త చరిత్ర త్రీయే అంటే బావా నాకు తెలిసిన ఒక అతను రా ఒక్క ఏడు రోజులు నీ ఫోన్ వచ్చేస్తాడు నన్ను నమ్ము ఏడు రోజులు ఫోన్ వస్తుంది so I should spend a week without phone? Yeah, there. Hmm. వారి చేతిన ఎరగదొప్తావు కదరా పాపం ఈ మధ్యకాలంలో ఫోన్ లేకుండా వీడు లేడు ఒక్కసారిగా ఫోన్ మిస్ అయ్యేసరికి మనోడికి టైంపాస్ని బిజినెస్ క్లాస్ టికెట్ వేయించుకొని తెప్పించుకున్నంత కష్టం అయిపోయింది బా ఈ సీరియల్ అంటారు బాబు పద్మవ్యూహం అంట అమ్మాయి కోపురం అంట గుడి మీద గోపురం అంట సావతో పేస్తున్నారా Mm. mm. Ooh. mm. Ooh. Oh. Huh, man. చేతుల్లో ఫోను పోయలే అయ్యయ్యో మైండ్ బ్లాంక్ ఆయలే ఏం చేతారా బాబు దీని బతికే బాగుందా మేకప్ ప్యాచ్ అది బాగాలే ఇంకెంతసేపు ఇంట్లోనేనా సరదాగా ఫ్రెండ్స్ని కలుద్దాం అని బయటకు వెళ్ళాడు కానీ లేట్ అయితే ఎక్కడ ఇంట్లో తెలుస్తుందా అని తెలిస్తే ఎక్కడ ఫోన్ చేస్తారా అని ఫోన్ చేస్తే ఎక్కడ దొరికిపోతాడా అని భయంతోనే వెళ్ళాడు దీనికి తోడు బోనస్గా మళ్ళీ సలహాలు కొత్త ఫోన్ కొనేచ్చు కదా అని కానీ మనోడు పెద్దగా పట్టించుకోలేదులేండి టైం ఎంత వస్తాను బాయ్ బాయ్ బాయ్ బాయ్ ఏంట్రా కొంచెం జగదం వెళ్ళాలి భయ్య కొంచెం కుదరదు నీకు దండం మా అమ్మ గురించి తెలియదు ప్లీజ్ భయ్య త్వరగా తొందర భయ్య భయ్య భయ్య కొంచెం త్వరగా వెళ్ళండి భయ్య బాబు టైం అయిపోతుందిరా బాబు ఏమైంది నాకేం తెలుసు చంపేశావురా బాబు పెయిన్ డేస్ అమ్మా అమ్మా అబ్బా ఈ ఆటోకి అన్నాను రా బాబు అన్నా డబ్బులు తోసిన డబ్బులు అడుగుతారా మొత్తానికి ఇంట్లో తెలియకుండా బాగానే మేనేజ్ చేశాడు కానీ నెక్స్ట్ డే నాకు పెద్ద షాక్ ఇచ్చాడు ఉదయాన్నే సిక్స్ ఓ క్లాక్కి జాగింగ్ అంట నాకు చెప్పగానే కలియుగంలో ఇవన్నీ కామన్ కదా అని నవ్వుకున్నాను కానీ జోక్స్ అపార్ట్ వాళ్ళ మార్పు అనేది చాలా క్లియర్గా తెలిసింది తనలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయట పెట్టేశాడు మనం బాగా ఇష్టపడిన మనిషి మనకి హ్యాండ్ ఇచ్చినా మనం అతిగా ఇష్టపడిన వస్తువుని మనం కోల్పోయినా ఎప్పుడు అందరూ డిసడ్వాంటేజ్లు ఉంటాయనుకున్నాను కానీ అందులో కూడా అడ్వాంటేజ్లు ఉంటాయని తెలిసింది సాయ్ ఎవరొచ్చారో చూడు పైన పింకీ అయితే బాగుండు అనుకున్నాడు కానీ వచ్చింది వాళ్ళ పక్కింటి అబ్బాయి సకల కళ వల్లబుడు కూర్చో ఏంట్రా తమ్ముడు చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చావు అంటే మీరు చాలా రోజుల తర్వాత ఇంట్లో ఉన్నారని తెలిసింది అందుకే వచ్చా అబ్బో మరి ఏంటి విశేషాలు అవును సండే కదా ఆంటీ ఏం బిర్యానీ చేయలేదా నువ్వు నా కోసం వచ్చావా వాసన చేసి వచ్చావా అంటే జనరల్గా ఆంటీ ఆదివారం రోజు బిర్యానీ చేస్తారు కదా ఉండు ఆగు తెస్తాం ఏంటన్నా డైరెక్ట్ ప్లేట్ తెచ్చేసారు ఫస్ట్ నువ్వే తింటున్నా ఇంకా మేము కూడా తినలే తిని తిన తిన బా ఇంకేంటన్నా విశేషాలు అవునరా ఇంత సడన్గా ఎందుకు వచ్చావురా అంటే అమ్మ చెప్పారు ఈ మధ్య మీరు చాలా బాగా యాక్టివ్గా ఉన్నారంట కదా అందుకే ఏదో ఒకటి నేర్చుకోవడానికి వచ్చా నేర్చుకో బా నేర్చుకో బా నేర్చుకో ఇంకేంటన్నా హాలిడేస్లో ప్లాన్స్ ఏం లేవా ప్లాన్స్ అంటే చాలా ఉన్నారా యూనో మనీ థింగ్స్ చాలా ఉన్నాయి ఏం చేయాలో తెలియదు అదిరా మ్యాటర్ అంతా బాగుంది కానీ రైతా ఉంటే చాలా బాగున్నావు ఇంకేముంది తెలిసిందేగా ఆన్లైన్కి రావట్లేదు ఒకడు ఫోన్ చేయట్లేదని ఇంకొకడు అసలు ఉన్నావా పోయావని ఇంకొకడు అండ్ ఫైనలీ వాడు ఫోన్ తీసుకున్న రోజైతే వచ్చేసింది హాయ్ రా హాయ్రా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా నీ ఫోన్ ఎలా బాగు చేయించిందో తెలుసా ఒక్క రోజు కూడా ఇంట్లో తెలియకుండా ఎలా మేనేజ్ చేసింది తెలుసా సరే అయితే ఇదిగో ఓకే ఓకే రా మరి ఓకే కలుద్దాం సరే బాయ్ రా బాయ్ బాయ్ బాయ్ ఇన్ని రోజులు ఫోనే నా ప్రపంచం అనుకున్నా కానీ ప్రపంచంలో ఫోన్కి మించిన చాలా ఉన్నా యూ రూన్ మై లైఫ్ జీవితంలో అన్నీ వస్తూనే ఉంటాయి పోతూనే ఉంటాయి దాన్ని ఎక్కువగా ప్రేమిస్తే పిచ్ అంటారు అదే పట్టించుకోకపోతే పొగరంటారు మా వాడిలో ఎంతో కొంత మార్పు వచ్చింది కానీ మీ లైఫ్లో కూడా ఏ పార్టీ వల్ల ప్రకృతి పరిణామం వల్ల మీ ఫోన్ పోతే can you stay a week without phone